hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates copy కొట్టడంలో ఒరిజినాలిటీ ఏది లోకేష్ను తగులుకున్న ఆర్జీవీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది లోకేష్ పాదయాత్రపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు యువగళం పాదయాత్రపై సెటైర్లు పేల్చారు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రతో పోలుస్తూ ఎద్దేవా చేశారు నారా లోకేష్ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రను కాపీ కొట్టారని సేమ్ టు సేమ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాపీ కొట్టడంలో కూడా ఒరిజినాలిటీ లేకపోతే ఎలా స్వామి నారా లోకేష్ అంటూ సెటైర్లు పేల్చారు ఓవైపు ప్రజా సంకల్ప యాత్ర ఫోటోలు మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఫోటోలను పోల్చారు ఫోటో స్టిల్స్లో జగన్ను లోకేష్ కాపీ కొట్టారంటూ వర్మ టార్గెట్ చేశారు కాపీ పేస్ట్ కూడా ఒక ఆర్ట్ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ ట్వీట్పై తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు గతంలో కూడా ఆర్జీవీ నారా లోకేష్ పాదయాత్రపై ట్వీట్లు చేశారు యువగళంలో జనాలే లేరంటూ కొన్ని ఫోటోలు వీడియోలను ట్వీట్ చేసి టార్గెట్ చేశారు ఇప్పుడు మరోసారి రెండు పాదయాత్రలను పోలిస్తూ లోకేష్ని ఎద్దేవా చేశారు